వృందా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాము అదేనండి మన రాయల చెరువు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాయల చెరువు అనేది హాట్ టాపిక్గా మారిపోయింది ఈ రాయల చెరువును పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధినేత అయిన శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు ఈరోజు మనం రాయల చెరువు గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే please do subscribe my channel and share it and comment it and like it ఈ రాయల చెరువును విజయనగర సామ్రాజ్యాధినేత అయిన శ్రీకృష్ణదేవరాయలు ఏడు అంతస్తుల లోతు వరకు త్రవ్వించారు త్రవ్వకం పూర్తయిన తర్వాత రెండు కొండల మధ్య ఒక కటనాన్ని నిర్మించడం ప్రారంభించారు ఇక్కడ జరిగిన ఒక విచిత్రం ఏంటంటే ఎన్నిసార్లు ఈ చెరువు కట్టను నిర్మించిన అన్నిసార్లు తెగిపోవడం జరిగింది చివరికి శ్రీకృష్ణదేవరాయల యొక్క కూతురు రాయలమ్మ ఆ చెరువు కట్ట పై మధ్య భాగంలో నిలబడడం వల్ల ఆ చెరువు కట్ట నిలబడిందని ఇక్కడున్న చరిత్రకారులు పరిసర ప్రాంత ప్రజలు చెబుతున్నారు సో దీనివల్ల శ్రీకృష్ణదేవరాయలు ఈ చెరువుకు రాయలమ్మ చెరువుగా రాయల చెరువుగా నామకరణం చేశారని ప్రసిద్ధి సో ఇప్పటికీ ఇక్కడ ఉన్న పరిసర ప్రాంత ప్రజలు రాయలమ్మకు పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ రాను రాను జనాభా పెరగడం వల్ల మరియు చెరువులోని నీటి నిల్వలు తగ్గడం వల్ల ప్రభుత్వం ప్రజా అవసరాల దృష్ట్యా ఈ చెరువులోని ముంపు పట్టాలు ఇవ్వడం జరిగింది సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాయల చెరువు ప్రస్తుతం నలభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నదని మరియు ఏడు అంతస్తులు ఉండే రాయల చెరువు ప్రస్తుతం పూడిక వల్ల రెండు అంతస్తులు మాత్రమే ఉన్నదని అక్కడ ఉన్న స్థానికులు తెలియపరుస్తున్నారు గతంలో వర్షాలు బాగా కురిసినప్పుడు చెరువులో నీరు పుష్కలంగా చేరినప్పుడు ప్రభుత్వం నకల గండి కుక్కల గండి గుర్రపూడు తుములను ఏర్పాటు చేసి నీటిని పరిసర ప్రాంత ప్రజలకు సరఫరా చేశారు కొంతకాలం తర్వాత ఈ తూములను మూసివేసిన అధికారులు మళ్ళీ బాగా వర్షాలు పడితే చెరువు కట్ట తెగిపోకుండా మరొక కాలువను ఏర్పాటు చేశారు కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ కాలువ కూడా ఆక్రమణకు గురయ్యింది గతంలో చెరువు ఎండినప్పుడు పంటలు పండించుకొని జీవనం గడిపారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఆ చెరువులు పంటలు పండించే రైతులకు ముంపు పట్టాలు జారీ చేశారు చెరువు ముంపునకు గురైనప్పుడు నష్టపరిహారం ఇవ్వడం కుదరదని ప్రభుత్వ అధికారులు కూడా ఆ పట్లతో పాటు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం చెరువు బాగా పూడిపోవడంతో కొద్దిపాటి వర్షానికే చెరువు పెద్ద చెరువుగా విస్తీర్ణాన్ని ఆక్రమించుకుంటుంది గత ప్రభుత్వ హయాంలో రాయల చెరువు కట్టబై టీటీడీ వారి సహకారంతో నూట ఎనిమిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్న హామీ నేటి నీటి మూటగానే మిగిలిపోయింది ఈ మధ్య ఐదు సంవత్సరాల క్రితం పర్యాటక శాఖ వారు బోటు షికారు మాత్రమే ఏర్పాటు చేశారు ఈ చెరువులో గతంలో చిన్న చిన్న సినిమాలను కూడా చిత్రీకరించేవారు ప్రస్తుతం ఇక్కడ కురుస్తున్న భారీ వానల వల్ల రాయల చెరువు మహాసముద్రంలా మారిపోయింది ఉత్తర భాగాన ఆంజనేయ స్వామి గుడి కట్ట కింద లీకేజీ ఉన్నట్టు అక్కడ ఉన్న అధికారులు గుర్తించారు ఒకవేళ ఈ రాయల చెరువుకు గండి పడితే అక్కడ ఉన్న నలభై గ్రామాలకు జలగండం ఉన్నట్టే దీనివల్ల పరిసర ప్రాంత ప్రజలు ఎక్కడ ఈ రాయల చెరువు మా జీవితంలో చింద్రం చేస్తుందనే భయంతో ప్రతి క్షణం తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు thank you for the watching please subscribe my channel